బీఈడీ చేసిన వాళ్ళు ఎస్జిటి పోస్టులకు ఛాన్స్ టెట్కు పెరుగుతున్న అప్లికేషన్లు ప్రమోషన్లు ఇస్తే మరో తొమ్మిది వేల టీచింగ్ పోస్టులు వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల పోస్టుల ఖాళీలు లెక్క తేలింది స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు భర్తీ చేయనున్నట్లు సర్కారు ఇటీవల ప్రకటించింది అయితే అందులో టీచర్ పోస్టులు ఎన్ని నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని అనే దానిపై ఇప్పటివరకైతే క్లారిటీ లేదు దీనిపై విద్యాశాఖ అధికారులు ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలు సేకరించిన విద్యాశాఖ అధికారులు ఆ లిస్టును సర్కారుకు అందించడం జరిగింది ఆ లిస్ట్ ప్రకారం సర్కారు బడుల్లో ఆరు వేల ఏడు వందల ఎస్జిటి పోస్టులు రెండు వేల రెండు వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడులో మొదటిసారిగా ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించింది ఆ తర్వాత ఇప్పుడే టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ అయితే రెండు వేల పదిహేను తర్వాత టీచర్లు ఎస్జిటీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు దీంతో ఇప్పుడు గనక వారికి ప్రమోషన్లు గనక ఇస్తే దాదాపుగా తొమ్మిది వేల టీచింగ్ పోస్టులు ఖాళీలు అయ్యే ఛాన్స్ ఉంది ఇందులోనే నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు సో పదమూడు వేల ఎనభై ఆరు పోస్టుల్లో అన్ని టీచింగ్ పోస్టులేనని నిరుద్యోగులతో పాటు సంబంధిత శాఖా మంత్రులు భావించారు అయితే నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల నుండి ఖాళీలను వివరించిన వివరాలు సేకరించిన ఖాళీలు భర్తీని ప్రకటించవలసిన సర్కార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న లెక్కల ప్రకారం మాత్రమే పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించినట్లు తెలిసింది కొత్త జిల్లాల ప్రతిపాదకన శాంక్షన్డ్ వర్కింగ్ వేకెంట్ పోస్టుల డేటాలను అధికారులు సేకరించి ఆ లిస్టును సర్కారుకు పంపించారు అయితే అధికారులు ఇచ్చిన లిస్టులో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయబోమని సర్కారు ఫైనల్ చేసిన ఖాళీలను మాత్రమే ఫిల్ చేస్తామని చెబుతున్నారు ఇక ఖాళీల వివరాలు చూస్తే సర్కారు ప్రకటించిన పదమూడు వేల పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్జిటి పోస్టులు ఆరు వేల ఏడు వందలు ఉండగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందలు పండిట్ పోస్టులు ఏడు వందలు పిఈటి పీడీ పోస్టులు నూట డెబ్బై మోడల్ స్కూల్లో ఎనిమిది వందలు తెలంగాణ సొసైటీ గురుకులాల్లో తొంభై వరకు ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిసింది అలాగే ఇరవై నాలుగు డిప్యూటీ డిఈఓ పోస్టులు కూడా ఫిల్ చేస్తారని సమాచారం ఇక మిగిలిన పోస్టులు SCERT library textbook printing press SIET DIET తదితర సంస్థల్లో పోస్ట్ లేనని చెబుతున్నారు ఇక ఇప్పుడు ఎస్జీటీకే ఫుల్ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది ఈసారి ఎస్జీటీ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సంఖ్యలో పోస్టుల భర్తీ చేస్తుండడంతో బీఈడి చేసిన వాళ్ళు కూడా ఎస్జీటీకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది దీంతో బీఈడి చేసిన అభ్యర్థులు ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా పోటీ పడుతున్నారు ఫ్రెండ్స్ దీనికి అనుగుణంగా టెట్ అప్లై చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది అయితే రెండు వేల పదిహేడులో జరిగిన టీఆర్టీలో ఐదు లక్షల నాలుగు ఐదు వేల నాలుగు వందల పదిహేను ఎస్జిటి పోస్టులకు డిఈడి చేసిన అభ్యర్థులు అరవై వేల మందికి పైగా పోటీ పడగా రెండు వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రెండు లక్షల మంది పోటీ పడ్డారు ఈసారి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నాలుగు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు ఇది friends Telangana TET and DSC సంబంధించిన వేకెన్సీస్ వివరాలు ఇక మరిన్ని వివరాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే టెట్ యొక్క వివరాలు మరియు వేకెన్సీస్ ఎప్పటికప్పుడు ఒకవేళ అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా తెలియజేసే అవకాశం ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి